ఓకేనా ఓకే మీ పేరు చెప్పండి నా పేరు చిన్న నేను మాది యాభై నేను సార్ నాకు ఆ స్పందనలోనే నేను నా హౌస్ డిస్ డిస్మెంటింగ్ చేయడం కొరకు నా స్థలాన్ని నాకు అభివృద్ధి గురించి అనేసి నేను దరఖాస్తు అనేది జీవిఎంస్లో పెట్టాను స్పందనలో కానీ స్పందన దీంట్లో పెట్టిన దీనికి హరినారాయణ గారు సారు లో డిస్మాట్లింగ్కి ఆ హౌస్ని డిస్మాట్లింగ్కి ఆదేశించారు ఆదేశించి డిస్మాట్లింగ్ చేస్తున్న సిబ్బందిని మరి వారు అందరూ కలిసి చిదగబాది ఆ యొక్క డిస్మెంట్ని నిలుపుదల చేశారు ఆ తొలగింపుని నిలుపుదల చేశారు అప్పటి నుంచి ఇప్పుడు వరకు ఆ విషయమే అది అలాగ నిలుపుదల చేస్తున్న చేస్తూ చేస్తున్నారు కానీ జీవీఎంసీలో ఏ జీవీఎంసీ స్పందనలో ఎన్నిసార్లు ఇచ్చేసినా సరే ఇదవట్లేదు అది సమస్య పరిష్కారం కావట్లేదు ఈ సాంస్కారికాన్ని జీవించి వారు వారికి మరి ఎందుకు ఇది చేయట్లేదు చాలా కోర్టు ఎన్నోసార్లు ఇది చేస్తే కోర్టులో ఉందనేసి కోర్టు చేశారు మీరు తను తదుపరి మేము చేయగలం కానీ ఇప్పుడు చేయలేము చెప్పేసి ఈ యొక్క ఇది చెప్పారు అయితే ఇప్పుడు కోర్టు డిక్లేర్ చేసింది ఒక కేసుని మాకు అనుకూలంగా ఇది జరిగింది కానీ అయినప్పటికీ ఇప్పుడు ఆరు నెలలు అవుతుంది కానీ ఏడు పదకొండు రెండు వేల ఇరవై మూడు ఇరవై రెండు నుంచి ఇప్పుడు వరకు దరఖాస్తులు పెడుతున్నాయనే తప్ప వాటికి సమాధానం రావట్లేదు అందు గురించి అని జగనన్న కార్యక్రమం జగనన్న చెబుతాం జగదన్న ఇప్పుడు కార్యక్రమం ఏదో వచ్చింది పూర్తిగా తెలుగు జగనానికి చెప్తాం అన్న కార్యక్రమంలో తెలియపడతామని చెప్పేసి నేను ఈ యొక్క ప్రెసిడెంట్ నేను పెట్టడం జరగడం రావడం జరిగింది స్వామి గారు ఏ వాటు ఏ ఏరియా చెప్పండి ఇంట్లో ఇచ్చాను కానీ చెప్తాను నాది ఇరవై యాభై ఐదో వార్డు కాడిచెల్లిపాము Ramalayam BV door number forty four dash eight dash nineteen dismantling